ప్రవైన శ్రీక్రీస్తు వారి నమ్ములు అందరికీ వందనాలు ఈ ఉదయకాల ధ్యానం కొరకు దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పరిశుద్ధ దినము కనుక ప్రియులారా దేవుడు మరొక పరిశుద్ధ దినాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టాడు గత రాత్రి కాలం అంతా దేవుడిని క్షేమంగా కాపాడి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం ఈ ఉదయకాల సమయం ముందు వాక్య భాగం వెంటనే కాకుండా ఈ దినమంతా కూడా ఆశీర్వాదకరం ఉండాలని మనం కోరుకుందాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం హెబ్రిలకు రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం ఒకసారి మనం ధ్యానించుకున్నట్టు ప్రేమైన దేవుని పిల్లారా ఒకసారి చదువుదాము కొందరు మానకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేటుకును ఒకరినొకడు గురికొల్పవలనని ఆలోచించము ప్రియమైన దేవుని బిడ్డారా నేటి దినాల్లో ఇది చాలా బిజీ ప్రపంచం అయిపోయింది దేవుని సన్నిధిని కలిగి ఉండని సమయాలు ఎన్నో ఉన్నాయి అనేక మందికి అనేక ఆదివారాలు మార్పుని దేవుని సన్నిధిని కలిగి లేక ఆశీర్వాదం పొందుకోలేకపోయి ఉన్న వారు అనేక మంది ఉన్నారు ప్రియులరా దేవుని ఆశీర్వాదం మనం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి ప్రభువారు ఒక దినాన్ని ప్రత్యేకపరిచారు పరిశుద్ధపరిచారు ఆ దినాన్ని మనం ఖచ్చితంగా పరిశుద్ధపరిచిన ఆ దినాన్ని మనం దేవుని కొరకు ఇవ్వాలి యశగ్రంథంలో చెప్పండి రీతిగా ప్రియులరా విశ్రాంతి దినములు పరిశుద్ధంగా ఆచరించు జ్ఞాపకం ఉంచుకోమని చెప్పాడు అంతేకాదు దేశమే అత్యన స్థానంలో ఉంచుతానని చెప్పాడు యాకోబు స్వాస్థ్యముని అనుగుణిస్తారని చెప్పాడు కనుక మరి నూతన నిబంధనలు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాయి సమాజముగా కూడుట మానుకోవద్దు అని చెప్తున్నాను ఎందుకంటే ఆ దినం అనగా రాకడ దినాలు ఇవి అంత్య దినాల్లో ఉన్నాం అపాయకరమైన దినాల్లో ఉన్నాం కనుక ప్రియమైన దేవుని బిళ్ళారా దేశం మీదకి దేశం రాజ్యం మీదకి రాజ్యం దురాక్రమణలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈ పరిస్థితిలో మానవులకి ప్రేమ లేదు మానవుల మధ్య ఎలాంటి సమయంలో దేవుని నమ్మిన మనము దేవుని యొక్క విశ్వాసం వచ్చిన మరణం దేవుని సన్నిధిని కోల్పోకుండా ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించాలి ఆయన్ని గనపరచాలి ఇంకా పురికొల్పాలి ప్రేరేపించబడాలి అనేక మంది దేవుని సన్నిధిని నడిపించాలని అంతేకాదు ఇక్కడ కొన్ని మంచి విషయాలు కూడా తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవాలనని ఆలోచించమని ఇది దేవుని ఆలోచన మనం కూడా దేవుని ఆలోచన ఆలోచించాలి ఏంటి ప్రేమ చూపాలి అనేక ప్రేమ తప్పులన్నింటినీ కప్పును ప్రతి వారిని మనం ఎలా తప్పు చేస్తే వారిని క్షమించి దేవుని సన్నిధి వారిని నడిపించాలి వారిని ప్రేమించాలి అంతేకాదు సత్కార్యములు చేయించుకోవాలన్నాడు ప్రేమైన దేవుని బిడ్డారా మనం సత్కార్యములు చేసి అనేక మంది ఎదుట మరి గొప్ప కార్యం చేసినప్పుడు అదే నిజమైన ప్రేమ క్రియలేని విశ్వాసం మొత్తం అంటాడు భక్తుడు యాకోబు కనుక ప్రేమ అనేది క్రియలతో కూడింది ప్రేమిద్దాము సత్కార్యం చేద్దాము నశించిపోయే ఆత్మలను వెతికి రక్షిద్దాము అనేక మంది భక్తులు వారి జీవితాలను త్యాగం చేశారు ప్రియమైన దేవుని బిడ్డాలి కనుక మనం కూడా సమాజం కూడుకు ఉంటాం మానుకోవద్దు అనేక మందిని నడిపించాలి దేవుని సన్నిధికి తద్వారా నువ్వు అనేక కిరీటాలు పొందుకోవాలి దేవుని రాజ్యం మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా అందరం కలిసి ప్రార్థించాలి సంఘంగా కూడుకోవాలి సమాజంగా కూడుకోవాలి క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందడానికి దేవుడు ఇచ్చిన ప్రతి వరాన్ని ఉపయోగించుకోవాలి దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన కాక ఉదయం ముందు మీ హృదయాలని దేవుడు సిద్ధపరిచాడని నేను నమ్ముతున్నాను మీరు సిద్ధపడి దేవుని సన్నిధికి రండి దేవుని ఆశీర్వాదం పొందుకోండి ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి జీవాధిపతి మీకు వందనాలు ప్రభావ ఉదయకాలాన్ని మీరు మాకు ఇచ్చారు కొందరు సమాజంలో కూడుకుంటూ మానుకుంటున్నా ఇదిగో దేవుని సన్నిధికి రావాలని చెప్పారు ఆ సమీపించిన కొలది అంటున్నారు ఎవరయ్యా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇదిగో ప్రభా రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి ప్రపంచం మీద ప్రభా అవి అంత చిక్కటం లేదు నాయన దురాక్రమణులు యుద్ధాలు ప్రభా మత చిచ్చులు అనేక రకాలైనటువంటి పెడుతూ ఉన్నారు ప్రజల మధ్య ప్రేమ లేకుండా విభేదాలు జరుగుతూ ఉన్నాయి ఈ సమయాల్లో మేము ఉంటున్నాం కనుక ఈ సమయంలో మేము ఎక్కువగా కూడుకోవాలి మీ సన్నిధిలో ప్రార్థించాలి ప్రభా విజ్ఞాపన చేయాలి ప్రభు అంతేకాదు ప్రేమ చూపి సత్కార్యం చేయటం గురికల్పబడాలి ఒకరినొకరు పురికొల్పు ఆయన ప్రేరేపించాలి ప్రేరేపించాలి అటు మనసు మా అందరూ దయచండి ఉదయకాల ధ్యానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆదివారం ప్రభావ మిమ్మల్ని పరిశుద్ధ దినముగా ఎదుట మిమ్మల్ని గణపరిచి మహిమపరిచే వారు మమ్మల్ని దీవించి ప్లస్సేమని యేసు పరిశుద్ధరామ అడిగి వెళ్ళి ప్రార్థించినాం తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అందరికీ వందనాలండి గాడ్ బ్లెస్ యూ